బయట ప్రజలకు తెలియని తెలియని ఏమున్నాయా కనుక్కున్నాను బయట కనుక్కుంటే దాంట్లో ఒకటి దొరికింది నాకు యాప్ డెవలప్మెంట్ సో ఇది టెక్నాలజీ పరంగా నాకు ఉపయోగపడుతుందని చెప్పేసి సో నేను చాలా సర్చ్ చేశాను సో లాస్ట్లో నాకు యూట్యూబ్లో నైంటీ ఎయిట్ అవర్స్ కోర్స్ దొరికింది సో ఆ కోర్స్ తీసుకున్నాను నేను సో ఆ కోర్స్ తీసుకున్నాక నైంటీ ఎయిట్ అవర్స్ది నేను ఒక within nineteen twenty five అవర్స్లో చేసినట్టు నా కోర్స్ నేను okay yeah twenty five hours లో కంప్లీట్ చేశాను నాన్ స్టాప్ గా ట్వంటీ ఫైవ్ అవర్స్ లో ఎలా అంటే ఇప్పుడు లైక్ పర్ డే అనట్లేదు అది హవర్స్ కోర్స్ అనమాట యూట్యూబ్లో మనకి హవర్స్ లాగా వీడియో వస్తుంది కాబట్టి అది నైన్టీ ఎయిట్ హవర్స్ కోర్స్ అనమాట మనం పాస్ చేసుకొని ఎన్నిసార్లు చెక్ చేసుకోవచ్చు చూడొచ్చు అది ఇంకా సో అది నేను within twenty five hours with three breaks తీసుకొని చేశాను అనమాట నేను అది ఓకే యా అండ్ దాని తర్వాత నేను చిన్న బేసిక్ యాప్ అంటే స్క్రీ వన్ స్క్రీన్ యాప్ అని ఉంటుంది అనమాట వన్ స్క్రీన్ యాప్ అంటే like sorry one page app అంటారు single page single page app అంటారు సో ఆ యాప్ చేశాను అనమాట బేసిక్ యాప్ నథింగ్ ఒక బటన్ ఉంటుంది ఒక స్క్రీన్ ఉంటుంది అంతే ఇంకా ఏముండదు సో అది చేశాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది మనకు కొంచెం కోడింగ్ మీద కొంచెం కొంచెం ఇప్పుడే వస్తున్నాం ఏదైనా మంచి యాప్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను ఇంకా సో అదే తీసుకెళ్ళి మమ్మీ మా పేరెంట్స్కి చెప్పాను ఇంకా Hmm. చెప్తే వాళ్ళు ఏమన్నారు ఓకే నువ్వు బాగా చేస్తున్నావు కానీ మాకు కొంచెం ప్రూఫ్స్ కావాలి ప్రూఫ్స్ అంటే లైక్ నీ మీద నమ్మకం రావాలి అంటే నువ్వు ఏం చేస్తావో తెలియదు నువ్వు సడన్గా దీనిలో డబ్బులు పెడితే వేస్ట్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు దీంట్లో నువ్వు నేర్చుకొని hmm. అనొచ్చు మాకు ఏదైనా ప్రూవ్ అంటే నిరూపించి చూపించు అన్నారు సో అందుకే నేను మళ్ళీ యూట్యూబ్లోనే మళ్ళీ ఇంకో కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను జావాకి సంబంధించింది ఓకే ఓన్గా నేర్చుకున్నాను hmm. కోర్స్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత నేను కోర్స్ కంప్లీట్ చేశాను కోర్స్ కంప్లీట్ చేయకముందే నాకు కోర్స్ హాఫ్ కంప్లీట్ అయ్యింది ఫిఫ్త్ దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్ కోర్స్ అది హాఫ్ హాఫ్ కోర్స్ కంప్లీట్ అయిపోగానే నేను స్టార్ట్ చేశాను ఇంకా ఈ మహాభారత్ మీట్ అనే యాప్ స్టార్ట్ చేశాను ఇంకా సో స్టార్ట్ చేసి మొత్తం ఫుల్ అయిపోయాక నేను ఇంకా ఏపీఐ కీస్ కానీ అవన్నీ బయట తీసుకొని కొనుక్కో కొనుక్కుందాం అనుకున్నాను కానీ అంత నాకు అసలు బడ్జెట్ లేదు సో అందుకే ఏదైనా ఫ్రీ చేసేయాలని చెప్పేసి నాకు మళ్ళీ మా మమ్మీ బర్త్డే వస్తుంది ఆ రోజు చేద్దాము ఇద్దాము వీళ్ళకి ఆ రోజు చెప్తే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి అనుకున్నాను సో అలా చేసి నాకు వన్ వీక్ టైం ఉంది అప్పటికి ఆల్రెడీ టెన్ డేస్ అయిపోయింది సో వన్ వీక్ టైం ఉంది ఇంకా సెవెంటీ పర్సెంట్ యాప్ అయిపోలేదు ఇంకా సో ఇంకా చేసి టకటక చేసేసి చేశాను ఇంకా లాస్ట్లో చేసేసి మమ్మీ వాళ్ళకి ఇచ్చాను సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు పెట్టారు లైక్ మనీ ఇన్వెస్ట్ చేశారు దీనిలో నేను కోర్సెస్ తీసుకున్నాను తర్వాత నేను ఇంకా హై ఎండ్ లెవెల్లో ఇన్వెస్ట్ చేశారు దానిలో దాదాపు ఒక seventy five to two lakhs చేసి ఉంటారు దాదాపు ఇప్పటికి ఇప్పటికీ కాదు అంటే అప్పుడున్న టైం అప్పుడున్న టైంలో అయితే వాళ్ళు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ చేశారు అప్పుడైతే ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఒక కోర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ లైక్ అలా నేను త్రీ తీసుకున్నాను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అలా ఒక ఫార్టీ థౌసండ్ వరకు అనమాట లైక్ స్టేబుల్ లెవెల్ అనమాట రేట్స్ అప్పుడు ఇది చేసేటప్పుడు అంటే ఇవి యాప్స్ అన్ని డిజైన్ చేసిన తర్వాత ఏ సాఫ్ట్వేర్ కంపెనీకైనా సరే చూపించావా ఇలా చేశాను నేను చూపిద్దామని కూడా అనుకోలేదు కానీ వాళ్ళే నన్ను కాంటాక్ట్ అయ్యారు కొన్ని కంపెనీస్ సో వాళ్ళు కొంచెం అంటే చైనా చైనా నుంచి వచ్చారు జపాన్ నుంచి వచ్చారు అండ్ యుఎస్ఏ uh, నుంచి వచ్చారు ఇండియా నుంచి కూడా వచ్చారు రాజస్థాన్ నుంచి సో నాకు అర్థమైంది అప్పుడు వాళ్ళకి అసలు నేను ఏపీకేస్ పంపించలేదు ఏ ఎట్లా కూడా కాంటాక్ట్ అవ్వలేదు కానీ వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు అనమాట సో వాళ్ళకి ఎలా దొరికిందంటే లైక్ ఏపీకేస్ అన్ని వాళ్ళకి దొరికాయంట ప్లే స్టోర్లో సో వాళ్ళు చెక్ చేశారు నాకు అప్పుడు అనిపించింది చైనా జపాన్ నుంచి ఇంత ఇంత కాస్ట్ పెట్టి కొంటా అంటున్నారు లైక్ థర్టీ ఫార్టీ ల్యాక్స్ పెట్టి కొంటా అంటున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఇంత మంచి అంటే మనకి అవుట్పుట్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు అని అర్థం చేసుకొని నేను ఇంకా అమ్మదలుచుకోలేదు అనుకున్నా ఇంకా ఫ్యూచర్ లో కూడా ఇంకా ప్లాన్ వచ్చారు ఇన్వెస్ట్మెంట్ చైనా వల్ల అయితే దాదాపు ఒక సెవెంటీ ల్యాక్స్ వరకు వచ్చారు సెవెంటీ ల్యాక్స్ ఇండియా నుంచే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ల్యాక్స్ వరకు వచ్చారు నీ ఇన్కమే బాగున్నట్టుంది అంటే అమ్ముతో వచ్చేది అనుకోండి కానీ ఇంక నేను అమ్మదలుచుకోలేదు అదే అదే కానీ గ్రేట్ ఎందుకంటే పదిహేను ఏళ్ళ వయసులో ఒక కంపెనీ పెట్టి ఫోర్ మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి దాని తర్వాత నువ్వు పెట్టినటువంటి అంటే నువ్వు నేర్చుకున్న ప్రాసెస్కి ఓ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే really great and one more thing so ఈ ప్లాట్ఫామ్లో నేను చెప్దాం అనుకుంటున్నాను ఇక్కడ సుమన్ టీవీలో ఓకే సో ఏంటంటే నా అప్డేట్ వచ్చింది ఇందాకే గిబరాన్ అనేది ఇంకా టూ డేస్లో ప్లే స్టేషన్ స్టార్ట్ అవుతాయి ప్లే స్టోర్లో అది ఒక వాట్సాప్ లాంటి యాప్ అది ఓకే సో ఇంకా మీరు ఇండియా యాప్ మీరు ఎంత పైకి తీసుకెళ్తారో చూస్తాను నేను అంటే ఎక్కడ తీసుకెళ్తారో చూస్తా అనుకుంటున్నాను పీపుల్ ఎలా తీసు ఎలా oh, తీసుకుంటారనే దాన్ని గిబ్రాన్ స్పెల్ చేయి ఒకసారి GI BBR ON and it's meaning వచ్చేసరికి speaking and writing rapidly and అదొకటి సంస్కృత్ వర్డ్ అనమాట అది ఓకే సో అప్డేట్ ఇవాళ వచ్చింది అనమాట రేపటి నుంచి ప్లే స్టోర్ లో ఉంటుంది ప్లే స్టోర్ లో ప్రీ స్టేషన్ స్టార్ట్ అవుతుంది ఓన్లీ అప్డేట్ ఇప్పుడే అంట రాదనమాట లాంచ్ అనేది ఇంకో కొన్ని అప్డేట్స్ ఉండేది వాళ్ళు ఇచ్చేవి కొత్త అప్డేట్స్ ఇంకొచ్చాక స్టార్ట్ చేస్తాం ఇంకా great congratulations thank you okay ఏం చదువుకుంటున్నాం మేఘన్ నేనైతే ఇప్పుడు present tenth class tenth class ఇప్పుడు వరకు ఏ యాప్స్ డిజైన్ చేసావా ఇప్పుడు ఇప్పటివరకు నేను చేసింది మెసెంజర్ యాప్ మహాభారత్ మీ మెసెంజర్ యాప్ అండ్ మేము ఇప్పుడు టిక్టాక్ లాంటిది ఒక చేశాను ఎంఆర్పి మేక్ ఫన్ అండ్ చీ ఫన్ అని నెక్స్ట్ వచ్చేసరికి టీచర్స్కి అండ్ స్టూడెంట్స్కి ఒక ఒక ప్లాట్ఫామ్ లాగా అది ఫస్ట్ క్లాస్ అని అంటే ఒక కొత్త టీచర్ ఉన్న ఒక టీచర్ ఉంది అక్కడ ఏమైనా క్లాసెస్ చెప్తున్నారు అనుకోండి ఒక టీచర్ ఇంకో స్టూడెంట్ని మీట్ అవ్వచ్చు అలా ఒక టీచర్ ఇంకో స్టూడెంట్ మీట్ అవ్వచ్చు అంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు ఫర్ సపోజ్ స్టూడెంట్ కొన్ని కోర్సెస్ నేర్చుకున్నాను కూడా ఫ్రీగా సో కొంతమంది టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు చాలా మందికి ఫ్రీగా కోర్సెస్ ఇవ్వాలి ఫ్రీగా చెప్పాలి అనుకుంటున్నారు సో వాళ్ళకి ఇది బెస్ట్ యాప్ అనమాట ఇది సో వాళ్ళు చేశాక టీచర్స్ కొంచెం లిస్ట్ ఉంటాయి సో మన స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు అనుకోండి టీచర్స్ని నా యాప్లోనే వాళ్ళు చాటింగ్ చేయొచ్చు మొత్తం కాంటాక్ట్ అవ్వచ్చు సో టీచర్ ఆ సెషన్కి ఒప్పుకున్నారు అనుకోండి టీచర్ అనేది ఒప్పుకుంటే డైరెక్ట్ అక్కడ జూమ్ లింక్ కానీ గూగుల్ మీట్ లింక్ కానీ డైరెక్ట్ టీచర్ పేస్ చేసేస్తారు టీచర్ పేస్ట్ చేసేస్తే డైరెక్ట్ ఇతనికి వచ్చేస్తాను మా ఈ డైరెక్ట్ స్టూడెంట్కి ఇంకా ఓకే ఈ ప్రాసెస్లో ఎవరైనా కంటిన్యూ అవ్వాలనుకుంటే ఎవరైనా నేను కాంటాక్ట్ అవ్వచ్చు యా చేయొచ్చు ఓకే మెయిల్ ఐడి లాంటివి ఏమైనా ఉన్నాయా యా ఉన్నాయి ఒకసారి మెయిల్ ఐడి చెప్పు CH dot Radhika dot eighty at the rate Gmail dot com okay మీ మదర్దా ఆ మదర్ది అంటే నాది కూడా ఉంది అంటే అది బిజినెస్ కి సంబంధించింది అది చెప్ప అది చెప్పలేను ఇంకా అంటే యాప్స్ అన్ని దాంతో కనెక్ట్ అయి ఉన్నాయి ఇంకా